Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. మరి ఇదే క్వశ్చన్లో భాగంగా రెండో మెథడ్ని చేసుకున్నాం చేసుకుందాం రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ చివర ఈ చివర ఈ చివర ఇది ఇది ఇది అన్నీ కొట్టుకుపోతాయి ఇటు మధ్యన ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబరే మధ్యగతం పదకొండు ఇవన్నీ కొట్టేయంగా ఈ రెండింటి మధ్య ఒక నెంబర్ ఉంది అదే పదకొండు ఇది అన్నిటికీ మనం చేయలేం ఈ ప్రాసెస్ సెకండ్ మెథడ్ని మనం అన్నిటికీ చేయలేం కాబట్టి ఇదేంటంటే అక్కడక్కడ ఒక పది నెంబర్ లోపల ఉన్నప్పుడే ఈ సెకండ్ మెథడ్ని ఫాలో అవ్వాలి ఫస్ట్ మెథడ్ని మనం ఎప్పుడైనా ఫాలో అవ్వచ్చు మరి ఫస్ట్ మెథడ్ని ఎలా చేయాలో ఇంకోసారి చెప్తాను మనం ఏం చేస్తున్నాం ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి two four six eight ten twelve fourteen sixteen eighteen twenty ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అలా అప్ టు స్వాన్ ఎన్నైనా ఉండొచ్చు మనకి వీటిలో చూసుకుంటే మనకి టూ అనేది అన్నిటిలో కూడా కామన్గా ఉంది వీటన్నిటిలో టూ అనేది కామన్గా ఉంది టూను కనుక కామన్ తీస్తే వన్ టూ త్రీ అనేది ఇలా వచ్చి అప్ టు స్వాన్ టెన్ వరకు వచ్చిద్ది ఇక్కడ ఈ వన్ టూ టెన్ యొక్క మొత్తం కూడితే ఫిఫ్టీ ఫైవ్ వచ్చేది ఫ్రెండ్స్ ఈ fifty five equal to one one zero వచ్చింది వన్ వన్ జీరో మనకి వన్ వన్ జీరో వచ్చింది కదా ఈ వన్ వన్ జీరో అనేది సంఖ్యల మొత్తము సంఖ్యల మొత్తం total numbers total numbers by సంఖ్యలు అంటే మొత్తం నెంబర్స్ టెన్ ఉన్నాయి ఇప్పుడు one one zero by ten ఈ జీరో జీరో క్యాన్సిల్ చేసేస్తే పదకొండు చాలా సింపుల్ లెక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి టైమింగ్ని బట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి మనం ఈజీగా చేసేయచ్చు మనకు ప్రాక్టీస్ ఉండాలి వీటి మీద ఐడియా ఉండాలి అప్పుడు మట్టుకే చేయగలం ఓకే ఫ్రెండ్స్ బాయ్